తిరిగి వార్తలకు స్వాగతం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రులు శనివారం ప్రారంభమయ్యాయి శనివారం అమ్మవారి శరణు ఘోషతో ఆలయం మార్మోగింది అమ్మ బాల చాముండేశ్వరి మాత శ్రీ బాల త్రిపుర సుందరి మాత అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చింది అమ్మవారి నిత్య పూజలతో పాటు విశేష పూజలు నిర్వహించారు అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన పంచహారతులు అందించారు నాసరావుపేట నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా నాసరావుపేట మున్సిపాలిటీలో పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులు రెండు పాయింట్ నలభై రెండు కోట్ల అంచనాలతో సీసీ రోడ్లు మరుగు కాల్వల నిర్మాణాలకు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో municipal commissioner K Ramachandra Reddy municipal engineering Rammohan DE Srinivasa Rao market chairman NA Hanif YSRCP రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్ పట్టణ కార్యదర్శి మద్దిరెడ్డి నరసింహారెడ్డి ఎన్కే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఎనభై అన్న సత్యమన్న సత్యం గారు ఫోన్ చేయాలి సార్ సార్ ఓకే అమ్మా అమ్మా సార్ సార్ మొబైల్ చేయండి సార్ మీరు సరే సార్ ఈరోజు నర్సరావుపేట పట్టణంలో రెండు కోట్ల నలభై లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ medical complex road Sattenapalli road నుంచి కనెక్టివిటీ రోడ్డు అదేవిధంగా ఇక్కడ నుంచి సాయినగర్కి ఐదో లైన్ వరకు కూడా సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది తొంభై లక్షల వ్యయంతో ఈ రోడ్డు ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఈ రోడ్డు నుంచి నడిచే వాళ్ళకి కానీ అలానే మెడికల్ కాంప్లెక్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ అని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రజలు అదే అక్కడ ఎస్టీలు కూడా నివసిస్తున్నారు వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఈ రోడ్డు వేయాలని చెప్పి గతంలో మేము గడప గడపగా కార్యక్రమం చేసినప్పుడు కూడా అనేక అభ్యర్థులు రావడం ఆ అభ్యర్థనల మేరకు ఈరోజు తొంభై లక్షల రూపాయలకే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మంచినీళ్ళు ఈరోజు ట్యాపులు కూడా దాదాపు నర్సరావుపేట పట్టణంలో ఎనిమిది కిలోమీటర్ల దాకా మనకి పైప్ లైన్ వేయటం అదేవిధంగా కొత్త ట్యాప్లు కనెక్షన్ ఇవ్వడానికి కూడా అన్ని పర్మిషన్లు వచ్చాయి కావున ఎవరైనా మంచినీళ్ళు ట్యాప్లు కావాలంటే దయచేసి మున్సిపాలిటీకి అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఆ ట్యాప్ కనెక్షన్లు ఎవరైతే లేవో వాళ్ళ అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అచ్చంపేట మండలంలో అధిక వర్షాలకు దెబ్బతిన్న పొలాలను పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు శనివారం పరిశీలించారు ఈ వర్షాల వలన రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారని ప్రతి ఎకరానికి నష్టపరిహారం తప్పనిసరిగా అందే విధంగా చూడాలని అధికారులను ఎమ్మెల్యే నంబూర్ శంకర్రావు ఆదేశించారు నంబూర్ శంకర్రావుతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉంటే ఇది మొత్తం నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత వారానికి అన్న ఎవరైనా రైతు ఉంటే కొంచెం మొక్కలు పీకిస్తే ఎవరు రైతు కొద్ది పీకిస్తాను దాదాపు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేయడం వల్ల మన కృష్ణానది పొర్లి బ్యాక్ వాటర్ వచ్చి ఎక్కువ పంట నష్టం అచ్చంపేట మండలం అట్లాగే అమరావతి మండలం ఈ రెండు మండలాల్లో దాదాపు ఇప్పటికి ఒక పదిహేను వేల ఎకరాలు నష్టం జరిగినట్టు అంచనా ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఇంకా ఎంత నష్టం జరిగింది అనేది లెక్క తేల్చా లెక్క ఉంది అలాగే మిర్చి ఇప్పటికి టూ టైమ్స్ ఫ్లడ్స్ రావడం వల్ల ఎక్కువ నష్టం రెండుసార్లు కూడా వేసిన వాళ్ళు రైతులు ఉన్నారు వాళ్ళు అయితే పాపం డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన ఉన్నారు అది మొత్తం నష్టపోయారు అలాగే కాటన్ కూడా ముప్పై వేలు నలభై వేల రూపాయలు నష్టం జరిగింది ఎంతో కొంత ప్రభుత్వం నుంచి నా వంతు కృషి చేసి ప్రతి ఎకరానికి నష్టపోయిన ప్రతి రైతుకి నా వంతు ప్రభుత్వం ద్వారా సహాయం అందే విధంగా నా ప్రయత్నం నేను చేసి కంపల్సరీ రైతుకి మేలు చేసే విధంగా నేను కృషి చేస్తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ రాసినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అప్పటి నుంచి ఆయన ఎక్కడున్నాడు ఏ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు ఎవరితో ఏం మాట్లాడుతున్నాడనేది ప్రజలకు అర్థమవుతూనే ఉందని ప్రభుత్వం చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు అమరావతి భూములపై చంద్రబాబు సిబిఐ విచారణకు ఎందుకు కోరడం లేదని అయితే ఆయన భయమెందుకని ప్రశ్నించారు అక్కడ తన బినామీ భూముల వ్యవహారం లేకపోతే తండ్రి కొడుకులకు సిబిఐ విచారణ కోరవచ్చు కదా అని అన్నారు నేను ముందుకెళ్తే ఆ విచారణ జరగకూడదు అని చెప్పి ఎందుకు స్టేలు అడుగుతున్నారు అటువంటిది నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను వేల కోట్లు దాదాపుగా లక్షల కోట్లు అక్కడ అవినీతిమయం చేసి ఈరోజు మళ్ళీ మరి మా ప్రభుత్వం పైన బురదనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా ఒక మనిషి పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి విచారణకు సిద్ధపడాలి సిబిఐని అడుగుపెట్టనీయను గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కాదని ఇక్కడ రాష్ట్రంలో ఎవరిని వస్తే వాళ్ళ తోక కత్తిరిస్తా అని చెప్పి ఎవరన్నా మాట్లాడతారా మరి అదే వ్యక్తి ఏదైనా చిన్న సంఘటన ఎవరో కింద పడితే లేకపోతే ఏదైనా జరిగితే సిబిఐ విచారణ వ్యక్తి ఈరోజు మరి అంత పెద్ద అవినీతి ఆరోపణ వచ్చిన దానిపైన నిష్పక్షపాతంగా ఉంటుంది అని చెప్పి సిబిఐ విచారణ ఈ ప్రభుత్వం ఆదేశిస్తుంది అనంటే వద్దు అని చెప్పి ఎందుకు భయాందోళనకు గురవుతున్నారో ఒకసారి మనము దీనిపైన ఆలోచన చేయాలి మంగళగిరి మండలం బేతపుడి గ్రామంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని గ్రామంలో రైతులు రైతు కూలీలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం మూడు వందల ఐదు రోజులకు చేరుకున్నాయి ఈ సందర్భంగా రైతులు రైతు కూలీలు రాజధాని అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు కృష్ణాయపాలెంలో అమరావతికి మద్దతుగా రైతులు నిరసన దీక్షలు చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ఉద్యమ నాయకులు పాల్గొన్నారు ఒకే రాష్ట్రం మూడు వద్దు మూడు వద్దు జై అమరావతి జై అమరావతి భూములు ఇచ్చాం భూములు ఇచ్చాం న్యాయం అడిగితే న్యాయం అడిగితే జై అమరావతి మూడు రాజధానులు వద్దు మూడు రాజధానులు వద్దు ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం అంతర్రాష్ట్ర గొలుసుల దొంగలను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశామని Guntur urban SP RN Ammireddy తెలిపారు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు గుంటూరు అర్బన్ రూరల్ ప్రకాశం నెల్లూరు కృష్ణా జిల్లా తెలంగాణ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో గొలుసుల దొంగతనాలు ఇంటి దొంగతనాలు బైక్ దొంగతనాలు చేసినట్లు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తొంభై నాలుగు కేసులో శివకుమార్ నిందితుడు శివకుమార్ను అదుపులోకి తీసుకొని విచారించగా పదకొండు లక్షల విలువైన రెండు వందల ఇరవై ఐదు గ్రాముల బంగారాన్ని ఒక ద్విచక్ర వాహనం సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ కేసును ఛేదించిన పట్టభీపురం పోలీసులను ఎస్పీ అభినందించారు మీకు అందరికీ తెలుసు నగరంలో ఒంటరిగా వెళుతున్నటువంటి నడుచుకుని వెళ్తున్నటువంటి మహిళల మెడలో ఉన్నటువంటి గొలుసులు స్నాచింగ్ చేయడానికి చాలామంది అఫెండర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు అటువంటి అఫెండర్స్లో ఒక ముఖ్యమైన చైన్ స్నాచర్ అయినటువంటి బండి శివకుమార్ ఎల్ఎస్ శివ అరెస్ట్ చేయడం జరిగింది ఈయన గత ఆరు నెలలుగా చట్టంను తప్పించుకొని తిరుగుతూ పలు చోట్ల ఈ స్నాచింగ్ చేయడం జరిగింది తీవ్ర అన్వేషణ చేసి అన్ని రకాల సోర్సెస్ని యాక్టివేట్ చేసి ఇన్ఫార్మేట్ వ్యవస్థతోటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేసుకుని నిన్న మనవాడు అదుపులో తీసుకుని సైంటిఫిక్గా ఇంట్రగేషన్ చేస్తే ఈరోజు మనకి దగ్గర పదకొండు కేసులు బైక్ దొంగతనంతో కలిపి పదకొండు కేసుల వరకు మనకి డిటెక్షన్ అవ్వడం జరిగింది ఈ కేసెస్లో పూర్తి స్థాయిలో మనకి రికవరీ కూడా జరిగింది ఇంతకుముందు మన ఈ బండి శివ మీద ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రంలో కలిపి సుమారు తొంభై ఆరు కేసులు ఉన్నాయి దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసెస్లో కమిషన్ వస్తుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం తెనాలి పట్టణానికి చెందిన గుత్తి చైతన్య సింధు మరోసారి తన సత్తా చాటుకుంది నీట్ మెడిసిన్ విభాగంలో ఆల్ ఇండియా ఆరో ర్యాంకు సాధించి తెనాలికి మణిహారంగా నిలిచింది వారం క్రితం విడుదలైన ఎంసెట్ మెడిసిన్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన సింధు నీట్లో కూడా సత్తాను చాటుకుంది ఈ సందర్భంగా ఆమె తాతయ్య ప్రముఖ వైద్యులు డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ డాక్టర్ సుధారాణి వివేకా విద్యాసంస్థల డైరెక్టర్ వీరనారాయణ కేకేఆర్ గౌతమ్ తెనాలి శాఖ నిర్వాహకులు సుధాకర్ రెడ్డి చైతన్య సింధును అభినందించారు ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ర్యాంకు సాధించిన తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు వివేక సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ తమ విద్యాసంస్థలో చదివిన విద్యార్థి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు కేకేఆర్ గౌతమ్ తెనాలి శాఖ నిర్వాహకులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో చదువుకున్న సింధు ర్యాంకులు సాధించడం పట్ల ఆమెను అభినందించారు మంచి రావడం స్టేట్ వన్ వచ్చే అవకాశం రావడం ఎంతమందికి వస్తుంది చాలా తక్కువ మందికి అవకాశాలు ఉంటాయి మరి ట్వంటీలో అవకాశం వచ్చింది మళ్ళీ ఎప్పుడు ఏ సంవత్సరం సంవత్సరం వస్తుంది ఎవరికి తెలియదు మరి అలాంటి ఒక మంచి గర్వకారమైనటువంటి ఫలితాన్ని అందించినందుకు మరోసారి చైతన్య సింధుని అభినందిస్తూ ఈ ఇది బాధ్యతలు బాగా పెంచిందని గుర్తుపెట్టుకోవాలి ఇంకా బాగా కష్టపడి రాబోయేటువంటి ఎంబీబీఎస్ కానివ్వండి ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి నెంబర్ వన్గా ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ రీసెర్చ్లోకి వెళ్ళి మరి కరోనా లాంటి ఇలాంటి వైరస్ వచ్చినా సరే ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా మరి వాటి తక్కువలాగా మరి రీసెర్చ్ చేసి మంచి మెడిసిన్స్ మరి కనిపెట్టాలి అలాగే మంచి వైద్యాన్ని ప్రపంచానికి అందించాలి చక్కటి డాక్టర్గా మరి ధన సంపాదన లేకుండా చక్కగా మంచి వైద్యాన్ని అందించేటువంటి మరి సుబ్రహ్మణ్యం గారు వారి కుటుంబంలో ఒక కంటి తురాయి ఆణిమిత్యం లాంటి ఒక పాప చైతన్య సింధు రావడంతో సంతోషంగా ఉంది ఇక్కడ తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఎన్ని విద్యాసంస్థలు ఉన్నాయో అందరూ కూడా చాలా చక్కగా గర్వంగా చెప్పేదానికి అవకాశం కల్పించి మా చైతన్య సింధు నాకు చాలా సంతోషంగా ఉంది మా టీచర్స్ అందరినీ దీనికి దీనికి కారణమైన మా స్కూల్ టీచర్స్ కాలేజ్ టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ నాకు ఎయిత్ జర్నీలో చదవాలని ఎంబీబీఎస్ అక్కడికి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి సైంటిస్ట్ అవ్వడం మా పాప ట్వంటీ ట్వంటీలో ఆలయంగా చాలా సంతోషంగా ఉంది దాని దాని ఫలితంగా అందరూ స్కూల్ లెవెల్ నుంచి టీచర్స్ అందరూ వచ్చి స్కూల్కి మాకు అందరికీ అభినందనలు చెప్తున్నారు దాని దానికి చాలా ఆనందంగా ఉంది చిన్న పాప చిన్నప్పటి నుంచి చేసిన కృషి ఫలితమే విజయానికి కారణం రోటరీ క్లబ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుందని Rotary club district governor NTV Hanumanth Reddy అన్నారు Rotary club of Guntur Vikas ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన వికలాంగుల ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ గుంటూరు వికాస్ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు బాగున్నాయని నేను స్వయంగా రికార్డ్ పరిశీలించానని అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టే విధంగా వారికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో Rotary club of Guntur Vikas సభ్యులు పాల్గొన్నారు గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో modulator operation theatres heart patients కోసం ఒక కోటి ఇరవై ఐదు లక్షల వ్యాయంతో మరి స్థాపించడం జరిగింది అదేవిధంగా శంకర్ నేత్రాలయంలో కూడా ఆపరేషన్ ఎక్విప్మెంట్స్ మరియు ఐకి సంబంధించిన హాస్పిటల్కు అన్నీ బహుకరించడం అది కూడా ఒక కోటి ఇరవై ఐదు లక్షల వ్యాయంతో చేయటం జరిగింది మరి Rotary club of Guntur Vikas వారి ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయం కార్యక్రమాలు నిర్వహించబడ్డది ఇక Rotary club of Guntur Vikas ఆధ్వర్యంలో ఎన్నో మహోత్తరమైన ప్రాజెక్ట్స్ సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయటం జరుగుతూ ఉంది ఈరోజు మరి మెంబర్షిప్లో కూడా ten percent membership growth twenty percent membership growth ఇవ్వటం ఫౌండేషన్ కూడా ఈరోజు ఏడు వేల డాలర్లు క్లబ్ నుంచి ఇవ్వటానికి అంటే ఫ్యూచర్లో యాభై అరవై వేల డా uh, డాలర్లతోని గ్లోబల్ గ్రాంట్స్ ప్రాజెక్ట్స్ చేయడానికి మరి ఈరోజే రేపటి తరాని కోసం డిపాజిట్ చేసి ఇక్కడున్న సమాజంలో పాటుపడటానికి వారు తపన వారు చేస్తున్న కృషి మరి అభినందనీయం దానికి వారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ గుంటూరులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించేందుకు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు అక్కడే పోలీస్ సిబ్బంది ఏర్పాట్ల గురించి వివరాలు తెలుసుకొని అమ్మవారిని దర్శించుకున్నారు ఎస్పీ మాట్లాడుతూ దేవాలయంలో అవసరాన్ని బట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు భక్తులందరూ క్రమశిక్షణతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండాలని దేవాలయ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు ఎస్పీ అమ్మిరెడ్డితో పాటు డిఎస్పీ సీతారామయ్య సిఐ ఎస్ఐలు మరియు దేవస్థాన చైర్మన్ దేవిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు Yeah. స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన వాళ్ళు రెండు షిఫ్ట్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు ఇంపార్టెంట్ డేస్ అయ్యేసరికి వాళ్ళు మూడు షిఫ్ట్లు కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది సో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అదేవిధంగా పబ్లిక్ కూడా ఫ్యూలైన్లో వచ్చేటప్పుడు వాళ్ళకి టైమింగ్స్ ఇబ్బంది లేకుండా కూడా టెంపుల్ వారి సహకారం పెట్టి ఒక యాప్ కూడా జనరేట్ చేయడం చేస్తున్నారు వాళ్ళు దానిలో పబ్లిక్ దాన్ని ఉపయోగించుకుని స్లాట్స్ చేసుకుని దాని ప్రకారం దర్శనం వచ్చినట్టయితే ఎటువంటి కండిషన్ ఉండదు అట్ ద సేమ్ టైం భౌతిక దూరం మెయింటెనెన్స్ కానీ అట్లాంటివన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా శరన్నవరాత్రులు తొలి రోజు స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవి భక్తులకు దర్శనమిచ్చిన జగన్మాత కనకదుర్గమ్మ నియోజకవర్గంలోని ముప్పు ప్రాంతాలలో పర్యటించిన హోంమంత్రి మేకతోటి సుచరిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు మేరుగా ఎమ్మెల్యే నాగార్జున పంట నష్టంపై మంత్రులకు తమ గోడు విన్నవించుకున్న రైతులు జగన్ లేఖ రాసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అప్పటి నుంచి ఆయన ఎక్కడున్నారు ఎవరిని మెసేజ్ చేస్తున్నాడని ఆరోపించిన ప్రభుత్వం చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి తెనాలి పట్టణానికి చెందిన గుత్తి చైతన్య సింధు మరోసారి తన సత్తా చాటుకుంది నీట్ మెడిసిన్ విభాగంలో ఆల్ ఇండియా ఆరో ర్యాంకు సాధించిన తెనాలికి మణిహారంగా నిలిచింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం